hello students welcome to Achievers Academy Achievers ఛానల్లో తిరిగి మీ అందరికీ స్వాగతం ఈరోజు ఒక హ్యాపీ మూమెంట్ని మీ అందరితో కూడా షేర్ చేసుకోవడానికి ఈ వీడియో మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మమ్మల్ని ఆదరించి ఈరోజు మా యూట్యూబ్ ఫ్యామిలీ మా యూట్యూబ్ కుటుంబం రెండు లక్షల మందికి దాటిపోయినాము we have crossed two lakh YouTube family YouTube subscribers today I would like to thank everyone for showing trust upon us మా పైన అంత నమ్మకం ఉంచి అంత విశ్వాసం మీరు చూపిస్తున్నందుకు మీ అందరికీ కూడా I'm heartfully thanking all those who are believing in Achievers Academy I also do thank the teachers whoever are involve in Achievers Academy history polity geography economy arithmetics science and tech ప్రతి ఫ్యాకల్టీకి కూడా I'm heartfully thanking you people ఇదే ఎన్కరేజ్మెంట్ మీరు మాకు ఇస్తూ ఉండండి తప్పకుండా we will deliver the best we can and రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నిరుద్యోగులను ఉద్యోగులుగా తయారు చేసేటటువంటి ఈ సంకల్పాన్ని మేము మరింత ముందుకు తీసుకొని వెళ్తాము ఈ యొక్క జర్నీలో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి ఇనీషియలీ యాజ్ ద ఆస్పిరెంట్ మీరు పార్టిసిపేట్ చేయాలి లేటర్ యాజ్ ద ర్యాంకర్స్ మీరు మాకు సపోర్ట్గా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ I thank every one of you for giving me this wonderful opportunity and I wish you all the very very best Achievers will always be in service of the students thank you and Jai Hind